తెలుగుదేశం పార్టీ కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చిన్న వయసులోనే ఇప్పటికే ఈ రోజుకి వెయ్యి కిలోమీటర్లు అధిగమించి ప్రజల మధ్యకి వెళ్ళి పాదయాత్ర చేస్తున్న శ్రీ నారా లోకేష్ గారు మా జాతీయ ప్రధాన కార్యదర్శి గారిని వారికి భగవంతుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తూ ఆయన సంకల్పం ఏదైతే ఉందో నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు తెలుసుకోవాలనే సంకల్పంతో వెళ్తున్నారో ఆ సంకల్పానికి ఆ వేడుకొండల వెంకటరమణమూర్తి గారిని అలాగే అల్లా మన అల్లా ఆశీర్వచనం అలాగే జస్టిస్ ఆశీర్వచనం ఉండి అది సంకల్పం పూర్తి కావాలని ఆశిస్తూ ఉన్నాం మేము చాలా పాదయాత్రలు సీనియర్స్ చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్రలో మనం చూసాం అపారమైన అనుభవం నాయకులుగా వాళ్ళు పాదయాత్రలు చేశారు కానీ ఈవేళ లోకేష్ గారి పాదయాత్ర చూస్తూ ఉంటే ప్రతి సబ్జెక్టు మీద ప్రతి విషయం మీద అవగాహన చేసుకొని పేద ప్రజలతో మమేకం అవుతూ ఏదో నడిచేశాను నియోజకవర్గం ఒక మీటింగ్ పెడతాను అన్న రకంగా కాకుండా ఎక్కడికక్కడ గతంలో మేము చేసిన చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తెలియపరుస్తూ ఆ రోజు మేము చేసిన అభివృద్ధిని ఏదైతే ఆటంకాలు కల్పించాడో విధ్వంసం చేశాడో దాన్ని సెల్ఫీ ఛాలెంజ్ ఫస్ట్ టైం భారతదేశంలో ఒక కొత్త పదాన్ని తెచ్చింది లోకేష్ గారు సెల్ఫీ ఛాలెంజ్ ఆ ఛాలెంజ్కి సమాధానం చెప్పలేక ఈయన వెళ్తేదో మురిగినట్టుగా మాట్లాడతారు కొంత మంత్రులు కారణం అతను ప్రతి సమస్య అందులో రాయలసీమలో సమస్యలు రాయలసీమ బిడ్డనని చెప్పుకొని రాయలసీమలో ఓట్లు వేసుకొని రాయలసీమలో పదవులు అలంకరించి రాయలసీమను మోసగించి ఇప్పుడే మా పెద్దలు శ్రీనివాస గారు చెప్పినట్టు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అదే రాయలసీమలోనే ఛాలెంజ్ చేసి గెలిపించిన సత్తా మన లోకేష్ గారి పాదయాత్ర రావడం జరిగింది అంచేత ఎప్పటికైనా గ్రహించమని కోరుతున్నాను ముందు ఎన్ని ఆటంకం కల్పించారండి ఒక యువకుడు పాదయాత్ర చేస్తూ ఉంటే ప్రజల్లోకి వెళ్తూ ఉంటే మైకిల్ కట్ చేశారు వ్యానులు సీజ్ చేశారు కనీసం డ్యాష్ లేకపోతే బెంచీల మీదకి మాట్లాడాల్సి వచ్చింది మైకిల్ లేకపోతే పాప గొంతు చించుకొని మాట్లాడాల్సి వచ్చింది గొంతు చించుకొని ప్రజల మధ్యకి వెళ్ళి ఈ ప్రభుత్వం ఎన్ని అధిగమించినా సరే మరి అర్జునులాగా ముందుకు దూసుకెళ్ళి ఈవేళ మాకు సారథ్యం వహిస్తూ ప్రజలతో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఉందనే విధంగా నిరూపించిన లోకేష్ బాబు గారు మేము కూడా చెప్తున్నాం ఈవేళ వెయ్యి కిలోమీటర్లో లోకేష్ గారు చాలా హామీలు ఇస్తూ ఉన్నారు అదో మాకు బైబిల్ అదో మాకు మహా మహాభారతం అదో మాకు మాకు ఒక ఖురాన్ డిఫరెంట్గా లోకేష్ గారు ఈరోజు ఎన్నికల్లో ఏది హామీ ఇస్తున్నారో అవన్నీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తూచి అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఇలా మోసగించడమో మడం తిప్పనని చెప్పి అబద్ధాలు చెప్పడమో ఈవేళ డబ్బులు లేవని చీఫ్ సెక్రటరీ తీయడమో మా దగ్గర జరగదు గతంలో కూడా మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాం ఇవాళ పొత్తం ఉంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నడుతున్నాడు జగన్మోహన్ రెడ్డిని ఉపాధి ఇస్తానన్నావు ఎంతమందికి ఉపాధి ఇచ్చావు కాంట్రాక్ట్ ల్యాబ్ రెగ్యులర్ చేస్తూ ఉన్నావు ఎంతమందిని చేసావు ప్రతి ఆడపిల్లకి రుణమాఫీ చేస్తూ ఉన్నావు ఎంతమంది చేసావు పెన్షన్లో మూడు వేలే పెంచుతానన్నావు కుంటి సాగులు చెప్పి కుంటి నక్కలు నప్పుతున్నావు ఎన్నో అబద్ధాలు చెప్పావు ప్రాజెక్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేస్తూ ఉన్నావు ఈ నాలుగేళ్ళలో మొత్తం ఇరిగేషన్ అన్నీ కూడా తుప్పలు బలుస్తూ ఉన్నాయి చంద్రబాబు గారు తొంభై ఎనభై శాతం చేసిన కూడా నువ్వు పూర్తి చేయలేకపోతున్నావు అందుచేత ఏ కార్యక్రమాలు లేవు కనుకనే ఈవేళ అబద్ధాలు చెప్పి ఏదో తప్పుదో పట్టించి మైండ్ గేమ్ ఆడి మరి ఈవేళ మనం చూస్తున్న జగన్మోహన్ రెడ్డి పరిస్థితి తాడేపల్లి కొంపలోంచి పైకి వెళ్ళడం మాండవం అనే పరిస్థితిలో ఉన్నాడు ఈవేళ పాప లండన్ పర్యటన రద్దు చేసుకున్నాడు ఎందుకు బాబాయ్ హత్య దానివలన ఇంకో బాబాయ్ బొక్కలోకి వెళ్ళడం తన రెండో కన్నైన అవినాష్ రెడ్డి రేపు మాపు ఇప్పుడు తేలిపోతుంది సుప్రీంకోర్టులో ఏమవుతుందో సాయంకాలానికి అది శుభం పడుతుంది ఆశిస్తూ ఉన్నాం దాంతో సిగ్గులేక లండన్ రద్దు చేసుకుంటే ఆ చీఫ్ సెక్రటరీ అంటాడు ఢిల్లీలో మీటింగ్ ఉంటాడు సలహాలు ఇవ్వడం ఉంటాడు ఎక్కడైనా సిగ్గుందంటే చీఫ్ సెక్రటరీకి ఐఏఎస్ అలా మాట్లాడొచ్చండి ఢిల్లీలో మీటింగ్ అయితే అమెరికా లండన్లో ఉంటుంది మాట్లాడలేడు ఫోన్లో ఫోన్ లేవా ఇవాళ గ్లోబల్ ప్రపంచం అంతా ఒక చిన్న గ్రామం అయింది ఇవాళ గ్లోబల్ సిటీ అయింది లండన్లో ఉంటే మాట్లాడలేవా చీఫ్ సెక్రటరీ అంటే అర్థమైంది నీ పరిస్థితి వ్యవహారం తెలిసిపోయింది అని చేత వన్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి డెఫినెట్గా ఇంక్లూడింగ్ పులివెందల తెలుగుదేశం పార్టీ గెలుస్తోంది లోకేష్ గారు రాయలసీమ పర్యటనతో రాయలసీమలో మరొక అన్నగారి టైంలో చంద్రబాబు గారు తొంభై నాలుగులో ఏ రకమైన ఊపు వచ్చిందో రేపు రెండు వేల ఇరవై నాలుగులో అదే ఊపుతో రాయలసీమ బిడ్డలు కూడా రాయలసీమ ప్రజలు కూడా వాస్తవాలు గ్రహించారు లోకేష్ గారి పాదయాత్రతో మొత్తం గుట్టంతా బయలుపడింది రేపు చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవాళ రాయలసీమ ఒక రెండు రోజుల్లో ఒక ఒక నెల రెండు నెలలో రాయలసీమ పూర్తవుతుంది జగన్మోహన్ రెడ్డి మకాం మరి ఇంత చెప్పారు మా బాసు విశాఖపట్నం తాడేపల్లిలో డాక్టర్స్ కాదు మీకు అందరికీ అర్థమవుతుంటుంది మంచి జైలు ఇప్పుడే చెప్తాను జగన్మోహన్ రెడ్డికి జైల్లో ఏమైనా చిన్న చిన్న రిపేర్లు ఉన్నా రాజమండ్రి జైల్లో విశాఖపట్నం జైల్లో సరైన వసతులు లేకపోయినా ఇప్పుడే మరమ్మతి చేయించుకోవయ్యా నీకే మంచిది నీ జైలు శాఖ డబ్బులు ఉన్నాయో నాకు తెలియదు కానీ కొద్దిగా దగ్గరుండి వేయించుకుంటే అది జగన్కే మంచిది నమస్కారం